hi friends welcome to my facts friends మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి so friends let start our video